బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ లింక్స్ ప్రకంపనలు రేపుతున్నాయి రియా కాల్ లిస్ట్ లో తెలుగు సినీ హీరోయిన్లు హీరోల పేర్లు బయటకు వస్తూ ఉండడం సంచలనం రేపుతోంది రియా డ్రగ్స్ లింక్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ప్రస్తుతం వికారాబాద్ శివార్లో ఓ సినిమా షూటింగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటోంది డ్రగ్స్ వ్యవహారంలో ఆమె పేరు బయటకు రావడంతో షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది ఇప్పుడు నెక్స్ట్ డ్రగ్స్ మంటలు టాలీవుడ్ ను తాకాయి మాదక ద్రవ్యాల దందాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకొచ్చింది తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరో హీరోయిన్లు మత్తు లోకంలో మునిగి తేలుతున్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తున్న మాదక ద్రవ్యాల కేసు బాలీవుడ్ మీదుగా టాలీవుడ్ లో పెను సంచలనాలకు వేదికవుతోంది రీఅరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత విచారణలో ఆమె వెల్లడించిన వివరాలు టాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి రియా అధికారులకు అందిన ఇరవై మంది డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో most popular Telugu heroine Rakul పేరుండడం చూసి తెలుగు సినీ ప్రపంచం నివ్వెరపోయింది రియా చెప్పిన జాబితాలో మరికొందరు టాలీవుడ్ స్టార్లు ఉన్నట్టుగా తెలుస్తోంది రియా ఫోన్ కాల్ డేటాలో తెలుగు హీరోలు హీరోయిన్ల నెంబర్లున్నట్టు సమాచారం అనేక మంది తెలుగు హీరోయిన్లతో రియాకు ఫ్రెండ్షిప్ ఉంది ముంబై మిడ్ నైట్ పార్టీలో రియాతో తెలుగు హీరోలు హీరోయిన్లు ధూమ్ధామ్ చేసేవారని తెలుస్తోంది టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ అయిన రకుల్ హైదరాబాద్ పోలీసులు చేపట్టిన సే నో టు డ్రగ్స్ అనే ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది డ్రగ్స్ వాడొద్దని ప్రజలందరికీ చెప్పిన ఆమె పేరే ఇప్పుడు ఈ వ్యవహారంలో బయటికి రావడం సంచలనంగా మారింది టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న రకుల్ రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో అడుగుపెట్టింది అవకాశాల కోసం ప్రయత్నిస్తూ అక్కడే గడిపింది ముంబై మిడ్ నైట్ పార్టీలకు వెళ్లే క్రమంలోనే ఆమెకు రియాతో పరిచయం కలిగి అది డ్రగ్స్ వినియోగానికి దారితీసుంటుందని భావిస్తున్నారు రియా అరెస్టు తర్వాత డ్రగ్స్ కేసును ఛేదించే పనిలో పడింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చెప్పిన వివరాలతో ఇవాళ ముంబై గోవాలో సోదాలు నిర్వహిస్తోంది గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు డ్రగ్స్ ఫెడరల్ల వివరాలను ఆరా తీస్తోంది డ్రగ్స్ గోవా నుంచి సుశాంత్ ఇంటికి ఆ తర్వాత సుశాంత్ ఇంటి నుంచి రియా ఫ్లాట్ కు వెళ్లినట్లుగా ఎన్సీబీ గుర్తించింది రియా పలువురు సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లుగా పక్కా ఆధారాలు గుర్తించింది ఆ కోణంలో విచారిస్తున్నారు అధికారులు నిన్నటిదాకా బాలీవుడ్ శాండిల్వుడ్ ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గత వారమంతా బాలీవుడ్ కు సంబంధించి రియా పేరు శాండిల్వుడ్ కు సంబంధించి రాగిణి ద్వివేది సంజనా పేర్లు వినిపించాయి వారి విచారణ అరెస్టులు రెండు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారగా ఇక ఇప్పుడు టాలీవుడ్ వంతొచ్చింది రియా విచారణలో రకుల్ పేరు వెల్లడించడంతో ఎన్సీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది